దేవనామానికి మహిమ కలుగును గాక మరొకసారి ఈ యూత్ స్పెషల్ ప్రోగ్రాం ద్వారా బీ డిఫరెంట్ అనేటువంటి అంశంతో మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను బీ డిఫరెంట్ అనేటువంటి ఆశయంతో అనేక వ్యక్తిత్వాలని మనము పరిశుద్ధ గ్రంథ లేఖనాల ఆధారంగా మనం చూస్తూ వస్తున్నాం ఈ రోజున మోషే అన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనము చూద్దాం మనందరికీ బాగా పరిచయస్తుడైనటువంటి ఒక వ్యక్తి మోషే అనేటువంటి ఒక గొప్ప నాయకుడు అయితే అతను విశ్వాసమును బట్టి అతని యొక్క జీవిత శైలి ఏ విధంగా ఉందో ఏ విధంగా వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని తాను జీవించి చూపాడో చాలా క్లుప్త నిమిషాల్లో మనము చిన్నగా ధ్యానించుకుందాం మనందరికీ బాగా తెలుసు తాను పుట్టినప్పుడే ఇస్రాయేలీయుడు అయినప్పటికీ కూడా తాను తన తల్లిదండ్రుల చేత విడవ దూరమైపోయినటువంటి వాడిగా మనకు కనబడతాడు తర్వాత ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఎదుగుతున్నట్లుగా మనము చరిత్రలో అలాగే పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం అయితే తను జీవించిన కాలఘట్టమంతా ఏ విధంగా జీవించాడు అని చాలా మాటలలో అపుస్త్రుడు అపస్తుడైన పౌలు హిబ్రి పత్రికలో రాస్తూ వచ్చాడు ఆ వాక్య ఇవ్వగానే ఒకంత మనము చదవగలిగినట్లయితే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి వచ్చిన భాగములు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగములు అయితే ఇందులో మూడు ప్రత్యేకమైనటువంటి వస్తువులు మనము చూస్తూ ఉంటాం మొదటిగా మనము ఆలోచన చేసి చేయగలిగినట్లయితే మోషే విశ్వాసమును బట్టి అతడు ఐగుప్తుని విడిచిపెట్టేశాడని మనము చూస్తున్నాం అయితే ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది అని మనం అనేక సార్లు మనము ఆ మందిరాల్లో నేర్చుకుంటూనే ఉంటున్నాం అయితే ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంటూ ఉండగా ఆ ఐగుప్తులో ఉండేటువంటి మూడు వస్తువులు లోకంలో ఉండేటువంటి మూడు వస్తువులు ఒక మనిషిని ఏం చేస్తాయి అంటే దిగజారుస్తాయి ఒక మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి ఆ మూడింటిని మోషే ఏం చేశాడంటే విడిచిపెట్టాడని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది సో ఎటువంటి వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని మోషే జీవించాడో మూడు వచ్చిన భాగాల్లోనే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మూడింటిని అంటే ఆ మూడు ఓవరాల్గా ఐగుప్తుని విడిచిపెట్టాడు ఏమిటి ఆ మూడు అని చాలా క్లుప్తంగా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఒకటి అతడు ఏమి విడిచిపెట్టాడంటే ఐగుప్తు ధనమును విడిచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అందుకనే ఆ మాటల్లో ఏమని రాశాడు అని అంటే అతడు విశ్వాసమును బట్టి ఏం చేశాడనంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద అదే గొప్ప భాగ్యమని తాను ఎంచుకున్నాడట ఇది మొట్టమొదటిది లోకంలో మనకి కనిపించేటువంటి మనల్ని శోధించేటువంటిది మనల్ని దేవునికి దూరం చేసేటువంటిది మొట్టమొదటిది ఏంటిది అని అంటే ఐగుప్తు ధనము ఈ లోక ధనము అందుకనే ధనము గురించి మాట్లాడుతున్నప్పుడే ధనము లేకపోతే సిరి దేవునికి వైరం అని మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం సో మనము ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అతడు ఐగుప్తులో జీవించాడు లోకంలో జీవించాడు ఐగుప్తులో జీవించినప్పటికీ కూడా ఐగుప్తు ధనము అతనిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది ఆ ఐగుప్తు ధనము కంటే ఇదిగో క్రీస్తు యొద్ద నేను పడేటువంటి బాధే గొప్పది అని తాను ఎంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం ఈనాడు కూడా మనము అనేక మందిని చూస్తూ ఉంటాం ధనం వెనక పరిగెట్టేవారు శాలరీస్ కొరకు ఆదివారాల ఆరాధనలు ఉపేక్షించేవారు డ్యూటీకి రాకపోతే జీతం ఇవ్వరాన్ని యజమానులు చెప్పినప్పుడు వెంటనే ఆరాధనలైనా మానేసి ప్రార్థనలైనా మానేసి ఉద్యోగంలో ఉంటూ వ్యాపారాలు చేస్తూ డబ్బు కోసం పరిగెట్టేటువంటి అనేక మంది మనకి లోకంలో క్రైస్తవ గలంలోనే కనపడుతూ ఉంటారు అయితే మోషే ఎందుకు అంత గొప్ప నాయకుడిగా మారాడో తెలుసా ఎందుకు అంత వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని జీవించి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడో తెలుసా అతడు ఐగుప్తు ధనము కంటే ఏమి గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడో తెలుసా ఇదిగో క్రీస్తు యొద్ద ఉండడమే గొప్ప భాగ్యము ఇదిగో ఆయన విషయంలో నేను నింద అనుభవించడమే గొప్ప భాగ్యము అని మోషే ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం రెండవది ఏంటంటే స్త్రీ మనం చూసినట్లయితే తర్వాత వచ్చిన భాగంలో అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు అల్పకాలం యొక్క పాప భోగము ఒక మాటలో చెప్పాలంటే స్త్రీ వల్ల ఒక పురుషునికి ఏర్పడేటువంటి శోధన లేకపోతే ఒక పురుషుని వలన స్త్రీకి ఏర్పడేటువంటి శారీరకమైనటువంటి శోధన మోషే ఏం చేశాడంటే అటువంటి అల్పకాలంలో దొరికేటువంటి సుఖము అల్పకాలము దొరికేటువంటి అటువంటి పాపపు అనుభవాన్ని అతడు ఏం చేశాడంటే విడిచిపెట్టాడు ఇది కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే ఐగుప్తులోనే దొరుకుతుంది ఐగుప్తు లోకానికి సాదృశ్యమైతే లోకంలో అటువంటి అల్పకాలము అయినటువంటి సుఖానుభవము అది ఎంతో మనల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది కానీ మోషే దానికి కూడా ఏం చేయలేదంటే ఆకర్షింపబడనట్లుగా మనం చూస్తాం మూడవదిగా నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను మూడవదిగా ఏమంటున్నాడంటే లేఖన భాగంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి అతడు ఒప్పుకోలేదట ఇంకో మాటలో ఒక మాటలో చెప్పాలి అని అంటే ఒక స్థానాన్ని ఒక పొజిషన్ని తాను కోరుకోలేదు వాస్తవంగా ఆలోచిస్తే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరుగుతున్నాడంటే అంటేనే ఆ దేశంలో ఒక గొప్ప స్థానము ఒక గొప్ప పదవి కలిగినటువంటి వ్యక్తిగా తను ఎదిగాడు పెరిగాడు కానీ క్రీస్తు కొరకు తాను ఏం చేశాడంటే అటువంటి గొప్ప పొజిషన్ కూడా వదులుకోవడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే అక్కడ వాక్య భాగంలో మనం ఏమంటున్నామంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు మాత్రమే ఏం చేశాడంట దృష్టి పెంచాడంట దృష్టిని ఉంచాడని దేవుని లేఖనము మనకి నేర్పిస్తుంది లోకంలో మనకి ఈ మూడు ప్రత్యేకమైనటువంటి శోధనలు అధికంగా వస్తూ ఉంటాయి ఒకటి ధనం రెండు స్త్రీ మూడవది స్థానము సిరి స్థితి అలాగే స్త్రీ ఈ మూడు రకాలైనటువంటి శోధనలు ప్రతి మనిషికి ఎదురవుతూనే ఉంటాయి అయితే లోకంలో జీవించినప్పుడు ఇవి మనల్ని ఆకర్షిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మోసే వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని చేసి చూపించాడో ఆ విధంగా వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా గాక లోకంలో అనేకమైనవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి మన స్నేహితులు మన దేవుని కంటే మన దేవుని సన్నిధిలో ఉండడం కంటే వారితో ఉండడాన్ని ఎక్కువగా మనకి ఆ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆకర్షిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధించడం కన్నా ఏదో ఆఫీస్లో ఏదో సీట్లో ఏదో పొజిషన్లో కూర్చుంటే గొప్పది అనేటువంటి తల్లంపు కలిగినటువంటి వారముగా మనల్ని ఈ లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అయితే లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనల్ని ఆకర్షిస్తూ ఉండగా దేవుని వాక్యం మనకి నేర్పించేది ఏమిటి అని అంటే అతడు క్రీస్తు ఎందు మాత్రమే లక్ష్యం ఉంచాడంట అతడు క్రీస్తు విషయమైనటువంటి నిందే గొప్ప భాగ్యమని తాను ఎంచుకున్నాడంట అతడు రాబో కాలంలో దొరికేటువంటి ప్రతిఫలం మీదే తాను దృష్టి పెట్టాడట సో ఈ విధంగా తాను ఒక వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని ఐగుప్తులో ఉన్నప్పుడే తాను జీవించాడు గనక ఆ విశ్వాసమును బట్టి దేవుడు తనని ఐగుప్తులో నుంచి ఇస్రాయేలీలోనికి వారి మధ్య ఒక నాయకునిగా దేవుడు అతన్ని నడిపించినట్లుగా దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది కనుక ఈ వీడియో ద్వారా ఈ బీ డిఫరెంట్ అనేటువంటి కాన్సెప్ట్తో మనం ఆలోచిస్తూ ఉండగా అనేక మంది భక్తులు తాము ఏ విధంగా వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని తాము జీవించారో మనము నేర్చుకుంటూ ఉన్నాం మనం చూస్తూనే ఉంటున్నాం గనుక మన జీవితంలో కూడా ఈ రోజున మోషే ఏ విధంగా ఒక వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని తాను జీవించాడో మనం కూడా ఆ విధంగా వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడును గాక అని ఆశిస్తూ అని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్